మీరు చూస్తున్నారు వి నైన్ ఇక వివరాల్లోకి వెళ్తే ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య డెబ్బై తొమ్మిది పోస్టుల వివరాలు చూస్తే అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్స్ ఇరవై ఆరు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ యాభై మూడు అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్లు యొక్క అర్హత చూస్తే సంబంధిత సబ్జెక్టుల్లో ఫోర్ ఇయర్స్ గ్రాడ్యుయేషన్ పీజీ కూడా కంప్లీట్ అయి ఉండాలి సంబంధిత పనిలో కనీసం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ చేసి ఉండాలి వయసు ఇరవై ఐదు నుంచి నలభై ఏళ్ళ మధ్య ఉండాలి జీతం ఏడాదికి ఫిఫ్టీన్ ల్యాక్స్ నుండి ఎయిటీన్ ల్యాక్స్ వరకు చెల్లిస్తారు ఇక రెండవది అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అర్హత ఏదైనా గ్రాడ్యుయేషన్తో పాటుగా పీజీ కూడా కంప్లీట్ అయి ఉండాలి డిప్లొమా సిఏలో ఉత్తీర్ణులై ఉండాలి సంబంధిత పనిలో కనీసం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వయసు ట్వంటీ సిక్స్ టు ఫార్టీ దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై రెండు దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింకును నా యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో దీనికి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్